hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు నేను ఒక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ని చూపిస్తున్నాను అదేంటంటే పెసర పునుగులు ఈ పెసర పునుగుల్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక రకం చూపిస్తున్నాను అది బడ్డీల్లో దొరికేటువంటి టేస్ట్తో మరి పెసర పునుగుల్ని రెడీ చేసేస్తున్నావు మరి అయితే ముందుగా ఈ పునుకుల కోసం ఒక్క కప్పు పెసరపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మినపప్పు సుమారు రెండు గంటల ముందర నానబెట్టుకోవాలి చూడండి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసేసి నీరు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని నీరు ఏమాత్రం కలపకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి మనం ఇందులో నానినటువంటి పెసరపప్పును ఉపయోగిస్తున్నాం కదా అందుకని ముందరే నీరు పోసేసినట్లయితే కనుక పిండి బాగా పలుచగా అయిపోతుంది ఒకవేళ అవసరం అయితే మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పిండికి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయింది కదా పిండి ఈ విధంగా ఉండాలన్నమాట మనం బడ్డీ స్టైల్లో ట్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక సింపుల్గా అవాయిడ్ చేసేసేయండి ఇప్పుడు పునుకులు వేసుకోవడానికి తగినంత నూనె పోసినటువంటి బాండీని స్టవ్ మీద పెట్టుకుని చక్కగా వేడి చేసుకోవాలి నూనె కాగిపోయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పునుకుల పిండితోటి ఈ విధంగా చిన్న చిన్నగా పునుకులను వేసుకోవాలి ఈ విధంగా బాండీకి సరిపడినన్ని పునుకులు వేసుకోవాలి గరి సహాయంతో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక పేపర్ నాప్కిన్ పచ్చిన ప్లేట్ మీదకి తీసేసుకుందాం ఇప్పుడు మరో వాయి చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజులో వేసుకుందాం ఇలా మీకు కావలసినన్ని వేసుకోవచ్చు వీటిని కూడా ఈ విధంగా గరిట సహాయంతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కూడా సగం వేగాక మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పునుకుల్ని వాటిని కూడా ఇందులో వేసేసి రెండింటిని కలిపి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్ద పునుకులను కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే రుచి మాత్రం చాలా బాగుంటుంది అంతేకాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక రకం పెసర పునుకులను చూపిస్తున్నాను ఇలా కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిని తర్వాత వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి పెసర పునుకులు చక్కగా వేగిపోయాయి కదా మంచి రంగు వచ్చేసాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి సూపర్గా పెసర పునుకులు రెడీ కదా వీటిని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే పెసర పునుకులు చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా తినడానికి రెడీ అయిపోయాయి వీటిని ఏ చట్నీతోడైనా సరే తినవచ్చు కానీ స్పెషల్గా అల్లం చట్నీలతో తింటే కనుక ఇంకా ఇంకా బాగుంటాయి ఆ చట్నీల యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసుకుని చూడండి అయితే పెసర పునుకుల యొక్క టేస్ట్ తెలియాలంటే మరి మీరు ఒకసారి ట్రై చేసేయాలి కదా మరి ఇంకేంటి కాలేసం మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్నే కాకుండా మా మరొక ఛానల్ చిరావురి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్స్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉండే గంట సమయంలో ప్రెస్ చేయండి మా రెండు ఛానల్స్ యొక్క ఈ వీడియోస్ ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ